ఏం పేరు నీ పేరు చందు సూరచంద్ ఎంతకాలం అయింది నువ్వు అక్కడ ఉండబట్టి రెండు సంవత్సరాలు ఎక్కడ ఉంటున్నావు నువ్వు షార్జా రీజోన్ ఎయిర్పోర్ట్ షార్జా షార్జా ఏం పని చేస్తున్నా రెస్టారెంట్లో ఎప్పుడు వచ్చినావు నేనా వచ్చిందా మొన్న నిన్న నిన్న పొద్దున మూడింటికి అంటే నీకు ఇక్కడికి వచ్చినాక నీకు ఎందుకు డౌట్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళావు నువ్వే నాకు ఏం డౌట్ లేదు అసలు నేనేదో నైట్ కొద్దిగా దగ్గు వచ్చిందని చెప్పేసి గోల్ తెచ్చుకున్నాను పోయినందుకు నువ్వు దుబాయ్ నుంచి వచ్చినావు నువ్వు ఈ చెకప్లు చేయించుకోవద్దు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి అది అని అన్నాడు సరే అన్న మరి చేయించుకుంటా అది అని అన్నా చేయించుకుంటా అన్న తర్వాత ఈయన వచ్చి మన రిపోర్ట్లు తీసిండు బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసాడు ఇవన్నీ చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రిజల్ట్ చెప్తాడు అంటే అక్కడికి పోయినా అడిగిపోతే అన్ని బాగలేదు బాగానే ఉన్నాను కాకపోతే నువ్వు మన గాంధీ హాస్పిటల్ పోయి కూడా చెక్ చేయించుకోవాలి నేనన్నా అరే ఏం డౌట్ ఉంది మరి డౌట్ ఉంటే ఏదైనా చెప్పా నా పోతా అంటే డౌట్ ఏం లేదు మంచిగా ఉన్నావు కానీ నువ్వు పోయి చెక్ చేయించుకోవాలి అది అని సరే మరి చూస్తా అని చెప్పేసి ఆడ కూర్చున్నా కూర్చున్నా పక్క రూమ్ లో తీసుకొని ఫోటోలు తీసి వీడియోలు చేసుడు నేను చెప్పిన అన్న ఇట్లా చేస్తే మా వాళ్ళకు భయపడతారు ఇప్పటికే ఏదో వైరస్ అది అని చెప్పి ఇప్పటికే మొత్తం ఇండియానే భయపడుతుంది మీరు ఇట్లా చేస్తే ఇంకా రేపు పండుగ అది ఇంకా ఘోరం అవుతుంది అంటే అట్లేం లేదు ఏం కాదన్న ఫోటోనే అనుకుంటా సైడ్ పాయింట్ వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయినాక ఉన్నాం అక్కడనే ఇంకా అట్నే చేస్తుండు అన్న మరి పంపిస్తానంటే ఎప్పుడు పోతా నేను గాంధీ హాస్పిటల్ కంటే ఆ లేదు లేదు ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ కూర్చోవాలి అని చెప్పి వాళ్ళు అటు పోయిర్రు ఇక్కడ మొత్తం ఇక్కడ ఫోటోలు తీసుడు వీడియోలు తీసుడు నాకు నచ్చలే సరే నేను ఇంటికి పోయి నేను ఆర్పేటను అయితే నేను ఎక్కడికో పోతా ఇంటికి వచ్చి నేను మళ్ళీ ఫోన్ చేసిన అన్నకి ఇవ్వని ఏ కూరి పొమ్మని అంటే పోతా నేను గాంధీ హాస్పిటల్లో పోయి చెక్ చేయించుకుంటా అట్లేం లేదు ఎందుకంటే నా వల్ల పది మందికి ఏం కావద్దు నా ప్రాణం నా ప్రాణం అది మీదైతే పోదు కదా ఏమి పోతా అని చెప్పినాక కూడా వీడియోలు పెట్టి ఎస్కేప్ ఎస్కేప్ ఏం ఎస్కేప్ నాకేం అర్థం అవుతుంది ఎస్కేప్ అయిందంట ఓకే ఒకవేళ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి సహకరిస్తా వాళ్ళకు ట్రీట్మెంట్ ఎవరికైనా ఓకే రైట్ మంచిగా ఉండి పట్టుకొని పేషెంట్ వైరస్ ఇది చెక్ చేపి మీ అమ్మ నాన్న పేరు పేరు మీ అమ్మ నాన్న పేరు మా అమ్మ పేరు రాజమ్మ మా నాన్న పేరు సూర్యపక్షపతి మొత్తం ఎంత ఎంతమంది పిల్లలు ముగ్గురం అన్న నువ్వు ఎన్నో నెంబర్ చిన్నోని మీతో ఇద్దరు ఏం చేస్తారు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు మిషన్ పానికి అట్లా అట్లా అవుతారు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇక్కడేనా నువ్వు ఒక్కనే దుబాయ్లో ఉంటావు ఒక్కనే దుబాయ్ నుండి వచ్చినారు ఏం పని చేస్తుంటావు వాడా నువ్వు రెస్టారెంట్లో రెస్టారెంట్లో పని చేస్తుంటావు airport okay Sharjah airport okay